hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan కోసం ఆ మహారాష్ట్ర వ్యక్తి సాహసం తెలిస్తే అవాక్కే అభిమానానికి ఎల్లలు ఉండవు ఎవరిని ఎవరు ఎందుకు అభిమానిస్తారు ఎందుకంత పిచ్చిగా ప్రేమిస్తారు మరింత ఎక్కువగా ఆరాధిస్తారో ఒక పట్టణ చెప్పలేం తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే మహారాష్ట్రకు చెందిన మరాఠీ వ్యక్తి ఒకరికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి ఇష్టం ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా ఉంటాడు జగన్ను దేవుడిగా కీర్తించే ఇతగాడి పేరు కాకా కాక్టే మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఇతనికి సీఎం జగన్ అంటే ప్రాణం దేవుడిగా భావిస్తూ ఆరాధిస్తుంటాడు వ్యవసాయం చేసే అతడు సీఎం జగన్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు పెద్ద సాహసానికే దిగాడు నిప్పులు చిరుగుతున్న సూర్యుడిని లెక్క చేయకుండా కష్టసాధ్యమైన సైకిల్ జర్నీని షురూ చేశాడు షోలాపూర్లోని తన ఇంటి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి మధ్య దూరం ఎనిమిది వందల కిలోమీటర్లు ఈ దూరాన్ని సైకిల్ మీద అధిగమించేందుకు వీలుగా సాహసయాత్రను మొదలుపెట్టాడు కాకా కార్డే వైఎస్ జగన్ను దాదాగా పిలుచుకునే కాక ఆయన ఏదో ఒకరోజు దేశానికి ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షను సీరియస్గా వ్యక్తం చేస్తుంటాడు ఆయన కలిసేందుకు రెండు నిమిషాలు మాట్లాడేందుకు షోలాపూర్ నుంచి సైకిల్ తొక్కుంటూ తాడేపల్లికి వస్తున్నాడు ఎన్నటి ఎండను లెక్క చేయకుండా సైకిల్ తొక్కుతున్న అతను త్వరలోనే తాడేపల్లికి చేరుకుంటానని ఆశిస్తున్నాడు జగన్ పేరుతో దాదాసి అనే పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేయడమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు ఈ ఏడాది జూన్ జూలై మధ్యలో షోలాపూర్లో లక్ష మొక్కలు నాటే ప్రోగ్రాంను చేపట్టనున్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఆహ్వానిస్తానని ఆయన వస్తే మరింత బాగుంటుందని అన్నారు జగన్ తనకు దేవుడని ఆయన నుంచి తానేమీ ఆశించడం లేదని మహా అయితే రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం లభిస్తే అదే చాలని పేర్కొన్నాడు మన రాష్ట్రానికి చెందిన వారు జగన్ను అభిమానించడంలో అర్థముంది పక్క రాష్ట్రమైన తెలంగాణ వ్యక్తి అభిమానించాడంటే అదొక అర్థం కానీ ఎక్కడో మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉండే ఈ వ్యక్తి జగన్ మీద ఇంత పిచ్చప్రేమ ఎందుకు పెంచుకున్నాడో ఎవరికీ అర్థం కాని విషయమే మన్యుటెండర్లో ఎనిమిది వందల కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న కాకా కాకటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని జగన్ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదు